hi welcome to Divya Sanjeevini ఇప్పుడు మనం గమ్ టీత్ దంత శ్రావణం అంటే చిగురు నుంచి రక్తం వస్తుంటుంది అది రాకుండా ఉన్నాకి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ మనం కాకి ముద్ర నేర్చుకోవాలి కాకి ముద్ర రెండు చేతులు ఉన్నాయి కదండి ఇది లైక్ దిస్ ఇది టచ్ చేయాలి ముక్కుని ఇలా మూవ్ ఇలా చేసి ముక్కుతో గాలి వదలాలి పొక్కల నుంచి ముక్కుతో గాలి వదలాలి మళ్ళీ కాకి ముద్ర నోటితో తీసుకోవాలి ముక్త గాలదరాలి పొక్కల నుంచి ముక్త గాలదరాలి మళ్ళీ కాకముద్ర నోటితో తీసుకోవాలి ముక్త అవ్వండి ఇలా ముక్కుతో వదిలి ఆరు సార్లు చేయాలి సిక్స్ టైమ్స్ చేయాలి పొద్దున్న సాయంత్రం చేయొచ్చు దీనికి భోజనం చేయాలి భోజనం చేయాలి అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా సరదా చేసేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే మీ దంతాలన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి